బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అలాగే ఈ రాష్ట్రంలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మిగతా వాచ్మెన్ ఉద్యోగాలు పదహారు వందల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఆ పదహారు వందల ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఓబీసీ పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతంలో ఓబీసీ వాళ్ళు ఈ యొక్క ఈ హాస్టల్లో తనిఖీ చేయడం జరిగింది చాలా అధ్వాన పరిస్థితి ఉందని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది మన ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి ఈరోజు ఈ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేము ఈ యొక్క మెమోరాండాన్ని సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీని వెంటనే యుద్ధ పాతిక కింద చర్యలు తీసుకొని పక్క భవనాలు నిర్మించి మంచి ఆహారం ఇస్తూ వాళ్ళకి ఈ చలికాలంలో దుప్పట్లు కూడా ఇస్తూ ఇవన్నీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా నా పేరు ప్రకాష్ జైన్ మాజీ ఎమ్మెల్యే ఆధుని బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మౌలిక వసతులను కల్పించాలి బీసీ సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులను కల్పించాలి కల్పించాలి బీసీ సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతులను కల్పించాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్ ఉన్నటువంటి స్థితిగతుల మీద ఒక నివేదికను ప్రభుత్వానికి అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చేసే ప్రయత్నం చేస్తుంది గత రెండు రోజుల క్రితం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా నాయకులు వివిధ హాస్టల్లో పర్యటన చేసి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి హాస్టల్లో పోస్టులు ఎన్ని కాలు ఉన్నాయి హాస్టల్లో వార్డుల పోస్టులు ఎన్ని కాలు ఉన్నాయి హాస్టల్లో ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల పోస్టులు ఎన్ని కాలు ఉన్నాయని సర్వే చేసి ఆ యొక్క నివేదికను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అధికారులకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క నివేదిక మీద రాష్ట్ర వ్యాప్తం వెంటనే స్పందించి ఖాళీ ఉన్నటువంటి వాటిల పోస్టులు కావచ్చు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ యొక్క పోస్టులు కావచ్చు భర్తీ చేయాలి అదేవిధంగా స్థానికంగా నివాసం లేని వాటిల మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టళ్ళు నేటికి అద్దె భవనాల్లో ఉన్నాయి అద్దె భవనాల్లో ఉండడం వల్ల చాలా కండెస్టెడ్గా రూములు ఉండడము విద్యార్థులు తీవ్ర ఇబ్బంది అదేవిధంగా వాళ్ళు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు అధ్యాసలు ఉండడం వల్ల ఈరోజు కేవలం ఒక కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఇరవై ఆరు అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ పద్దెనిమిది ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఆరు ఈరోజు అద్దె భవనాలు ఉన్నాయి ఈ అద్దె భవనాలకు ప్రతి సంవత్సరం కూడా కోట్ల రూపాయలను ప్రభుత్వము అద్దె చెల్లించేటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఈ అద్దె భారాలను